స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్రా నీకు వందనాలయ్యా ఏసయా నీకు స్థుతులు స్తోత్రాలు గ్లోరీ హలలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం హలలు ఏసయా నీకు స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి హలలోయ హలలోయ మనల్ని ఎన్నడూ విడిచిపెట్టనున్నటువంటి గొప్ప దేవాతి దేవుడు ఈ పగటి కాలం మన మధ్య సంచరిస్తున్నాడు ఈ పగటి వేళ ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది ఇదిగో మార్పు లేని దేవుడు ఇదిగో మనల్ని ఎడబాయని దేవుడు ఓ హలలు యహలలు యహలలు యహలలు యా ఇదిగో ప్రతినిత్యము ఇదిగో కొనుకక నిద్రపోక మన కొరకు ఇదిగో మనల్ని చూస్తూ మనల్ని నడిపించేటువంటి గొప్ప కాపరి మన అనుకున్నాడు ఈ పొగటి వేళ ఎంతమంది ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతున్నారు ఓ ఆయనలోనే ఉంది ఆనందం ఓ కీర్తనకారుడు అంటున్నట్టుగా ఇదిగో తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు ఇదిగో నీ సన్నిధిలో ఉండటానికి ఇదిగో నా హృదయం ఎంతో ఆశగని ఉన్నది ఎంతో కోరుకుని ఉన్నదని ఆ కీర్తనకారుడు పాడుతూ ఉన్నట్లుగా ఎంతమంది పగటి వేళ ఎంతమంది పగటి వేళ హృదయపు లోతుల్లో నుండి చెప్పగలుగుతారు ఇదిగో ప్రభా నీ మందిర ఆవరణములో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశగుని ఉన్నదని ఎంతమంది చెప్పగలరు ఆ మందిర ఆవరణములో ప్రభా నీ సన్నిధిలో ఎంతో ఆనందం ఉంది ఇదిగో నీ సన్నిధిలో ఎంతో సంతోషం ఉందని ఎంతమంది ఎంతమంది ఎంతమంది దేవుని స్థుతించగలుగుతారు స్వరం ఎత్తండి కొన్ని నిమిషాలు ఓ హాలలు సూత్రం స్తోత్రం ఓ hallelujah Glory Jesus, Amen. Hallelujah Yesayya ఓ నా దాగు చోటు నీవయ్యా హల్లెలూయా యేసయ్యా నీవు మా తోడై ஹல்லேலூயா ఆనందమే నీయందు మాకు విజయమే ఎంతమంది పాడగలరు హల్లేలుయా ఆనందమే ఎంతమంది ఎంతమంది స్వరమతి రెండు హస్తాల పరలోకం వైపు చాపుతూ కొన్ని నిమిషాలు ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నవారు ఈ పగటి వేళ ఆయన కృపను అనుభవిస్తున్నవారు స్వరమతిని కొన్ని నిమిషాలు ఓ జీవిత యాత్ర ఎంతో ప్రయాసం మార్గము శోధనమయం పాదములు తొట్రిల్ల నడిపించుచున్నవయ్యా నడిపించుచున్నావయ్యా జీవిత యాత్ర ఎంతో ప్రయాసం మార్గము శోధనమయం దాక నడిపించు అల్లేలుయా ఏసయ్యా నా దాగు చోటు నీవయ్యా హల్లేలుయా నీవు మా తోడై ఉన్నావయ్యా మార్పు లేని దేవా మాయందు ఉన్న దేవా మార్పు స్వరమెత్తి మాయందు ఉన్న దేవా నీ వాగ్దనములు జ్ఞానం మదగినవి నీవే మాకాధారము యాకోబు దేవా మా సాయకుడవు నీవే మా సామర్థ్యము జీవితాధారము యాకోబు దేవా మా సాయకుడవు నీవే మా సామర్థ్యము రెండు హస్తాల పర్లకు మేము చాపుతూ మా నిరీక్షణ నీవేనయ్యా ஏசையா ஏசையா మాకు రక్షణ నీవేనయ్యా మార్పులేని దేవా మాయందు ఉన్న దేవా ఓహో మార్పు రక్షించినావు మంద నుండి నీరెచ్చినావు మన్నాను కురిపించి మంద నుండి నీరిచ్చినావు ఏ చూచుకొను ఏ హో చేర్చుకొను సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే धना स्तुति ओहो आराधना नीके के आरा సాధనాని వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు వ్యాధులను నావు మృతులను మరిలేపినావు స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఓహో ఓహో ఆరాధన నీకే అమార్పులైనటువంటి గొప్ప దేవునికి స్వరమైతే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ప్రతి ఘోర పాపమును కడుగును మన ఏసయ్యారక్తము ప్రతి ఘోర చెమట రక్తముగా మారేనే బహు దుఃఖములో మునిగేనే కలిగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ఏసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును ఏసయ్యా రక్తము కాచిన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము రెండు హస్తాలు పరలోకం వైపు చాపు ఎంత గొప్ప దేవాతి దేవుడిని పక్కటి వెళ్ళమని కలిగినాము ఓ రెండు వేల సంవత్సరాల క్రితం ఇదిగో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఇదిగో మన మనసులను శుద్ధీకరిస్తూ ఇదిగో మన ప్రతి పాపములు ఆయన కడుగుతూ ఇదిగో ఆయన ఎదుట నీతిమంతులముగా ఇదిగో ఆయన సన్నిధిలో పరిశుద్ధులముగా నిలవడానికి ఇదిగో మనకంటే ఒక ముందుగా ఒక ప్రధాన యాచకుడు మన కొరకు ఇదిగో పరలోకంలో ఇదిగో ఎదురు చూస్తూ ఉంటూ ఉండగా ఇప్పటి వేళ ఎంతమంది ఆ సాన్నిధ్యాన్ని చేరాలని ఎంతమంది ఆ నివాసాన్ని సొంతం చేసుకోవాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో రెండు హస్తాల పర్లోకం వైపు చాప్తు గంభీర ఓ స్వరమెత్తుదాం స్వరమెత్తుదాం హాలెలూ गुः आराधनानि कराधनास्तुति आराधनाः హస్తాలు పరలోకం వైపు చాపుతూ గంభీర ధనులతో జీసస్ ఆమేన్ హల్లెలూయా మార్పు లేనటువంటి దేవాతి దేవుడు ఇదిగో మనల్ని ఎన్నటికీ కూడా చేయి విడిచిపెట్టినటువంటి గొప్ప దేవాతి దేవుడు ఆయనకు మాత్రమే పగటి వేళ మహిమ చెల్లాలి ఆయనకు మాత్రమే పగటి వేళ ఘనత చెల్లాలి ఎంతమంది ఎంతమంది కృతజ్ఞత పూర్వకంగా దేవునికి బిగ్గరగా స్థుతులు చెల్లించగలుగుతారు ఇదిగో గడిచిన కాలం అంతా కూడా ఇదిగో నాశనకరమైనటువంటి తెగుళ్ళు ఇదిగో నాశనకరమైనటువంటి విపత్కార్యములు ఇదిగో మన చుట్టూ సంభవిస్తున్నప్పటికీ ఇదిగో నిన్ను నన్ను ఆ దేవాది దేవుడు దేవుడు తన కృపల్లో భద్రపరిచి ఇదిగో ఈ పగటి వేళ ఇదిగో ఈ పునరుత్నపు దినమున ఇదిగో దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్థుతించడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్వరమెత్తుదాం స్వరమెత్తుదాం ఎవరు మౌనంగా ఉండదు ఎవరు క్షీణించిమో దీపకటి వెళ్ళ లోరి గొప్ప తరుణాన్ని మరొక అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినాడు కదా ఎంతో మంది ఈ అవకాశం లేక ఇదిగో ఎంతో మంది సద్వినియోగం చేసుకోలేక ఉంటూ ఉండగా ఇదిగో దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి ఇదిగో గృహాల్లో ఉంటూనైనా దేవుని సన్నిధిలో ఇదిగో ఉండడానికి దేవుణ్ణి ఆరాధించడానికి ఇదిగో దేవ ఆది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప తరుణమును బట్టి ఇదిగో దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం కొన్ని నిమిషాలు స్వరమెత్తి స్వరమెత్తి వారు రెండు హస్తాల పరలోకం వైపు చాపుతు కొన్ని నిమిషాలు ఏసయానికి సూత్రం ఏసయానికి సూత్రం సూత్రం సూత్రం సూత్రం పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అవకాశానికి నీకు నాకు అనుగ్రహించినాడు ఎంతోమందికి లేనటువంటి గొప్ప అవకాశం ఎంతోమందికి లేనటువంటి గొప్ప ఘనత